మున్వలు పడకుర తంకలు గుట్లల్ల మాటలు శీతాదాభిషేతలు మర్చిపో మేటరు వద్దురా నేచరు కట్టుకో గంతలు పొరా పొరా మెంటలు <laughs> వద్దురా అదురా ఖరాబు నిదురా